విఘ్నముల ఆదికర్తయౌ విఘ్నపతిని విశ్వసాక్షిగా నించుట వినతియగును శుద్ధ చిన్మాత్రుడని ఎంచి సొక్కవలయు విశ్వరాభిరామ వినురవేమ విఘ్నముల కాదికర్తయౌ విఘ్నపతిని విశ్వసాక్షిగా నించుట వినతియగును శుద్ధ చిన్మాత్రుడని ఎంచి సొక్కవలయు విశ్వదాభిరామ విమురవేమా ఆ